కీర్తన గ్రంథం నూట నలభై ఏడు వచ్చాము ఒకటి నుంచి ఇరవై వచ్చినంలో యహో అనుసృతించుడి మన దేవునికి స్తోత్రగానం చేయటం మంచిది అది మనోహరం స్తోత్రం చేయటం ఒప్పిదాము యహోవాయే అరుషలేంను కట్టువాడు చెదిరిన ఇస్రాయిలను పోగు చేయవాడు గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు వారి గాయంలో కట్టువాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు వాటికన్నిటిని పేర్లు పెట్టున్నాడు మన ప్రభు గొప్పవాడు ఆయన అధిక శక్తి గలవాడు ఆయన జ్ఞానంలోకి నాకు మితిలేదు యహో అధులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును కృతజ్ఞతాస్థుతులతో యహోవాను కీర్తించుడి సితారతో మన దేవుని కీర్తించుడి అని ఆకాశమును మేఘములతో కప్పువాడు భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు పశువులకు అరచెండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు గుర్రంలో బలమునందు ఆయన సంతోషించాడు నరుల కాలి సత్తులందు ఆయన ఆనందించాడు తన ఎందు భయభక్తులు గలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు యహో ఆనందించువాడే ఉన్నాడు ఎరుసలమా యహో అని కొనియాడుము సియాను నీ దేవుని కొనియాడుము ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే ఆయన వాక్యం బహు వేగంగా వరవచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే బూడిద వంటి మంచు కణములు చెల్లువాడు ఆయనే ముఖాముఖాలుగా వడగండ్లు విసరువాడు ఆయనే ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు ఆయన ఆజ్ఞగా అవన్నీ కరిగిపోవును ఆయన తన గాలి విసన చేయగా నీళ్లు ప్రవహించును ఆయన తన వాక్యమును యకోబునకు తెలియజేసును తన కట్టడలను న్యాయవిధులను ఇస్రాయలకు తెలియజేసు ఏ చనుములో కానీ ఇలాగూ చేసి ఉండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే వారి ఉన్నవి యహో అనుసూతించండి